చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుంది నీ కుమరునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత ఆ కుమరునితో ఒక్క మాట చెప్పి నా వీదన తప్పించుము మాత నీ కుమరునితో ఒక మాట చెప్పి ఆపద తప్పించిన మాత చెప్పమ్మ దయతో అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం ప్రార్థించమ్మా అమ్మ మా అమ్మ మా మరియమ్మ నిత్యం మా కోసం రక్షకుడు క్రీస్తును పెంచిన మాత పాప ఊబిలో పడి ఉన్న నాకై ప్రేమతో ప్రార్థించుము 此目。 eu